కేరింగ్ రూపంలో చేస్తున్నాము ఎందుకంటే ఇంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు కాబట్టి రైతులు వాళ్ళ సమస్యలు ఇక్కడే అందరి ముందు పబ్లిక్గా మీడియా ముందు తర్వాత మనకి ఇక్కడ పెద్దల ముందు చెప్పి ఆ సమస్యల గురించి పరిష్కారం ఎట్లా ఉండాలా ప్రభుత్వం ఏం చేయాలా అనే తీర్పు ఒక నిర్ణయం అనేది మన ఇక్కడ జ్యూరీ ప్యానల్ తరఫునే వెలువరిస్తే అది మనము తీసుకుని ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావడానికి ఉంటుందని చెప్పి ఇప్పుడు మనము రెండు రకాలైన ముఖ్య సమస్యల గురించి ఈరోజు సమావేశం పెట్టుకున్నది మొట్టమొదటిది కౌలు రైతుల సమస్య కౌలు రైతులకు కనీసం గుర్తింపు కూడా రాని పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో అనేక జిల్లాల్లో అదే పరిస్థితి ఉంది రెండు వేల పదకొండులో కౌలు రైతులందరికీ కౌలు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్న సాగుదారులందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలి అంటే వాళ్ళు కౌలు రైతు అనే మాట చట్టంలో వాడలేదు అధీకృత సాగుదారులు అన్నారు అంటే వాస్తవానికి ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి వాళ్ళకి ఒక కార్డు ఇవ్వాలి ఆ కార్డు చూపిస్తే బ్యాంకులో లోన్లు ఇవ్వాలా ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందేది ఏదైనా ఉన్నా కూడా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ అందాలి ఇది చాలా ప్రాథమికమైన సూత్రము వాస్తవానికి దానికోసం వాళ్ళు చట్టం చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పాత కౌలు రైతుల చట్టం ఉంది ఆ చట్టం ప్రకారము అడంగల్లో నమోదు చేయాలి పదమూడో కాలంలో ఎవరు సాగు చేస్తున్నారని నమోదు చేయాలా ఆ సాగు చేసినది పహాణిలో నమోదు చేసినప్పుడు దాన్ని తీసుకునేటప్పుడు బ్యాంక్ లోన్ అందాలా తర్వాత ప్రభుత్వానికి సహాయం కూడా అందాలి కాకపోతే పహాణిలో సాగుదారులు నమోదు చేయడం అనేది ఎప్పటి నుంచో ఒకటి అంటే గత మూడు నాలుగు దశాబ్దాలుగా కూడా చేయడం అనేది ఆపేశారు అంటే భూమి యజమానుల ఒత్తిడి వలన రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా చట్టమే మేము అమలు చేయమనే దగ్గరికి వచ్చేసి అది పూర్తిగా అమలు లేకుండా ఉంది ఆ తర్వాత అంటే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన నేపథ్యం కూడా చూసుకుంటే కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులో ఇది ఒక ముఖ్యమైన అంశంగా వచ్చింది కోనేరు రంగారావు కమిటీ ఎప్పుడేశారు మొత్తము నక్సలైట్లతో ప్రభుత్వం చర్చ జరిపినప్పుడు భూమికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలా భూమి సమస్యలు పరిష్కరిస్తే కానీ గ్రామాల్లో మన సమస్యలు పరిష్కారం కావు అనేది ప్రభుత్వం కూడా అంగీకరించి రకాల కమిటీ వేసి దాని సిఫార్సులో ఒక ముఖ్యమైన విషయంగా కౌలు చేస్తున్న వాళ్ళు వాస్తవ సహోదరులందరి గుర్తింపు కనీసం ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకురావాలనేది సిఫార్సు చేయడం జరిగింది రెండు వేల పదకొండులో ఆ చట్టం వచ్చింది అయితే ఆ చట్టం అమలు తీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక రకంగా జరిగింది అప్పుడు కూడా ఒక కనీసం ఒక మొదటి ఒకటి రెండు సంవత్సరాలు దాని గురించి ప్రచారం జరిగింది కొన్ని జిల్లాల్లో బాగా ఇచ్చారు కొన్ని జిల్లాల్లో బాగా ఇవ్వలేదు కానీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా చూసుకుంటే ఒక ఐదు లక్షల మందికి ప్రతి సంవత్సరము కౌలరైజ్ గుర్తింపు కార్డులు అనేవి లభించాయి కానీ తెలంగాణలో ఉన్న తెలంగాణకు సంబంధించిన జిల్లాలు చూసుకుంటే మాత్రము యాభై ఎనిమిది వేల మందికి మాత్రమే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అనేవి వచ్చాయి అయితే ఆ గుర్తింపు కార్డులు వచ్చిన వాళ్ళకు కూడా సరిగా రుణాలు రాకపోవడం దీనివల్ల తర్వాత కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కౌలు రైతుల చట్టము అమలు అంటే ఈ గుర్తింపు కార్డుల చట్టం అమలు కూడా పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంలో ఎట్లాంటి కష్టాలు కౌలు రైతులకి కలుగుతున్నాయి అనేది ఒకటి మొదటి విషయము రెండవ విషయము ఇట్లా వాస్తవంగా సాగు చేస్తూ గుర్తింపు పొందని వర్గాలు ఇంకా కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు రైతు సమగ్ర సర్వే సమగ్ర రైతు సర్వే అని చెప్పి తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన దాంట్లో వాస్తవానికి సాగు ఎవరు చేస్తున్నారు అనే విషయంతో సంబంధం లేకుండానే వాళ్ళు సర్వే చేసేసారు ఎవరి దగ్గర అయితే పట్టా ఉందో వాళ్ళ పేర్లు మాత్రం నమోదు చేసుకున్నారు కొన్ని చోట్ల పట్టాలు ఉన్న వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకోవాలి మరి ఇప్పుడు ప్రభుత్వ సహాయం ఏదైతే అందుతుందో ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తామంటున్నారు ఇంకా వేరే సహాయం అన్ని కూడా ఈ సమగ్ర సర్వే ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఇస్తామంటున్నారు కాబట్టి దీంట్లో ఎవరైతే మినహాయించబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మొత్తం ప్రభుత్వ సహాయం నుంచే మినహాయించబడినట్టు లెక్క కాబట్టి అది కూడా ఆ సమస్యలు కూడా కొంచెం ముందుకు తీసుకుని వద్దామని చెప్పేసి అది ముఖ్య ఉద్దేశము ఇప్పుడు మన జ్యూరీ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరినీ స్టేజ్ మీద రమ్మని ఆహ్వానిస్తున్నాను టి గోపాలరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పటి నుంచో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా ఎనర్జీ పనిచేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో సెక్రటరీగా పనిచేసిన ఆయన ముఖ్యంగా భూమి సమస్యలు నిర్వాసితుల సమస్యలు కానీ భూమి లేని నిరుపేద రైతుల సమస్యలు వీటి మీద చాలా విషయాల్లో ఆయన తన ఉన్న అవగాహనని తర్వాత ఇంకా లోతుగా ఈ విషయాల్లో మనకి ఎట్లాగా తీసుకెళ్ళచ్చు అనేది ఒక గైడెన్స్ కూడా ప్రజా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది గోపాలరావు గారు సారంపల్లి మల్లారెడ్డి గారు మనందరికి తెలుసు తెలంగాణ రైతు సంఘము అలాగే ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ రైతు సమస్యల మీద మాట్లాడే మొదటి వారి సారపల్లి ఉన్నారు జీవన్ కుమార్ గారు మానవ హక్కుల వేదిక ప్రెసిడెంట్ రైతుల సమస్యలే కాకుండా మొత్తం ఎక్కడైతే హక్కుల ఉల్లంఘన జరుగుతుందో ఆ సమస్యలు అన్నింటి మీద కూడా తన వాయిస్ వినిపించే మానవ హక్కుల వేదికకి ప్రెసిడెంట్గా గత ముప్పై ఏళ్ళుగా కూడా ఈ మొత్తం హక్కుల పోరాటాల్లో ముందున్న మన మంచి ఉషా సీతాలక్ష్మి తను ఈ మొత్తం భూమి సమస్యల మీద చాలా ఏళ్ళ నుంచి కూడా రీసెర్చ్ చేయడమే కాకుండా ప్రజా సంఘాలతో కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం రైతు స్వరాజ్ వేదిక మహిళా రైతు హక్కుల వేదిక అందరికీ మరొకసారి మనందరికీ తెలుసు ఇప్పటిదాకా మనం కిరణ్ చెప్పిన సంస్థలన్నీ కూడా భూమికి భూమి చుట్టూ భూమి లేని తనాలకి భూమి ఉన్న సాగుదారులుగా గుర్తించకపోవడానికి సంబంధించిన సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా వాస్తవ సాగుదాలు ఎవరైతే భూమి మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి రైతులు లేదు ఎవరి చేతులైతే భూమి ఉందో చాలా కొద్ది మంది వ్యవసాయం చేయట్లేదు సో ఈ సమస్య నేపథ్యంలో ఇవాళ ఇక్కడ దాదాపు ఒక పదిహేడు కేసులు వచ్చారు పదిహేడు మంది వచ్చారు మనకి మన మన ముందు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అయితే ఇవన్నీ చూస్తే ఎట్లా ఉందంటే ఒక పదకొండు రకాలుగా వీళ్ళని అంటే మనం కేటగిరైజ్ చేయొచ్చు ఒకటి కౌలు రైతులుగా ఉండి సహాయం అందక ఆత్మహత్య చేస్తున్న రైతులు ఇట్లా ఒక ముగ్గురు మూడు ముగ్గురు వచ్చారు ఇక్కడ తర్వాత అసలు కౌలు రైతు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే పూర్తిగా తిరస్కరణ అయిన కేసు భూమి యజమాని సంతకం పెట్టకపోవడం వల్ల లేకపోతే అందుకు సర్వే నెంబర్ చెప్పకపోవడం వల్ల కౌలు రైతు గుర్తింపు చేయలేకపోయినాం కౌలు రైతులు తర్వాత కౌలు రైతు కార్డు వచ్చి కూడా రుణం బ్యాంక్ రుణం పొందలేకపోయినటువంటి కౌలు రైతులు అదే అదే వరుసలో మనకి కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కడ ఒక మెరుపు లాంటివి కార్డు వచ్చి రుణం పొందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో అటువంటి కొంత ఏదో అటువంటి చూసినప్పుడు కొంత మనకి ఆశ కలుగుతుంది ఇటువంటివి కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సహాయం అందే అవకాశం ఉంటుంది సో అటువంటి రైతు కూడా వచ్చారు తర్వాత మిగతా ఎట్లా అంటే అసలు దేవదా దేవాదాయ భూములు ఉన్నాయి వాళ్ళని సాగు చేసిన రైతులకి కార్డులు ఇవ్వట్లేదు ఇది గుర్తింపు కార్డు రుణార్హత కార్డు తర్వాత ఈ రైతు సమగ్ర సర్వేలో పూర్తిగా నమోదు చేయకుండా ఎక్స్క్లూడ్ అయిన వాళ్ళు మనకి సాదా బైనామాలు ఉండి వేస్ట్ కాకుండా ఉన్నవాళ్ళు తర్వాత అసైన్ భూమి పట్టాల నుండి కూడా వాళ్ళని కూడా రైతు సమగ్ర సర్వేలో నమోదు చేయని వాళ్ళు ఎఫ్ఆర్ఐ పట్టాలు అటవీ హక్కుల చట్టం కింద పట్టా పొందినప్పటికీ కూడా వాళ్ళని కూడా రైతులుగా గుర్తించకుండా నమోదు చేయని వాళ్ళు సో ఇట్లా కొంతమంది ఉన్నారు తర్వాత కౌలు రైతు రుణం అందినప్పటికీ రుణమాఫీ జరగని వాళ్ళు సో ఇట్లా ఒక పదకొండు రకాల కేటగిరీలు మనకి వాళ్ళు వచ్చారు సో ఇవాళ చూద్దాం ఒక్కొక్కటి వాళ్ళు గోధన్ గారు స్టేజ్ మీదకి రావాలి మనం ఒక్కొక్క కేసు చూద్దాము ముందుగా ప్రభుత్వం నుంచి రుణం కానీ లేకపోతే నష్టపరిహారం కానీ కరువు నష్టపరిహారం కానీ ఎటువంటి సహాయం అందకుండా ఆత్మహత్య చేసుకున్న రైతులు ముస్లిం అలావుద్దీన్ ఆయనకి ఐదు ఎకరాల పొలం మేము రైన్ కబుర్కి ఐదు సంవత్సరాలు ఐదు నెలలకు ఐదు నెలలకు చేస్తున్నాం తర్వాత ఆయన ఏమన్నారంటే ఐదు సంవత్సరాలు చేసినాక నలభై వేలకు నేను ఐదు ఎకరాలు వేస్తాను అంటే మా తోని కాదు అని చెప్పి అందులోనే ఐదేళ్ళు నష్టపోయినాం మేము నష్టపోయినాక ఏం చేసినంటే మేము నీ దగ్గర ఉన్న మాకు గవర్నమెంట్ నుంచి ఒక కార్డు ఇస్తారేమో అది ఇస్తారేమో లోన్ తెచ్చుకుందాం మాకు అనుకున్నాం అట్లా కూడా మాకు ఇవ్వలేదు మా మధ్య దగ్గర భూమి ఉండేది మా ఆయన ఏం చేసినంటే మా మల్లేశ్వరం ఏం చేసినంటే వద్దు మనం ఏ కష్టమని చేసుకున్నాం బతుకున్నాం అంటే ఆయన అద్దె దగ్గర పొలం కూడా అమ్మేసిండు అమ్మేసి అనుగుణంగా అప్పులు కట్టేసిండు కట్టేసినాక అది సరిపోకపోతే ఇల్లు కొంచెం ఇల్లు ఉండే ఆ ఇల్లు కూడా అమ్మేసిండు అమ్మేసిన నాడు ఒక ఐదు అడుగులకే ముప్పై ఏడవ నాడు మగ్గించి ఆ అలాదీన్ ముస్లిం అలాదీన్ మాకు మన ఎట్ట చేస్తారు ఏం చేస్తారు అని చెప్పి ఆయన తెలియపెట్టి ఆయన ఎక్కడ కాలేదు గవర్నమెంట్ నుంచి ఒక కార్డు అందిస్తారేమో అంటే నన్ను కాలేడు మొత్తం కూడా మాకు కార్డు ఇవ్వలేరు మాకు కాళీ వరకల్లా కోయడలో చూచేసుకొని ఒంటి గంట వరకల్లా ఆయన తర్పణ చేస్తుంది దాని గురించి మీ అందరికీ నమస్కారం చేస్తున్నా రెండు సంవత్సరాలు వికారాబాద్ దగ్గరికి దమ్మకు వచ్చి మాకు ఇల్లు లేదు మాకు ఏం లేదు నేను బతుకుతున్నాను నేను భూమి అమ్మింది మళ్ళీ ఇల్లు అమ్మింది మరి ఆ ఊరోళ్ళే కాదని కడికి లాస్ట్కి తీసుకొచ్చింది సమస్య పెద్ద అంటే వాళ్ళు అప్పుడు పనికి పని కూడా వెళ్ళడం జరిగింది హైదరాబాద్కి వచ్చేసి పనికి అయితే ఊరి ఊరి వాళ్ళే కాబట్టి ఇంకేళ్ళకి మనం వాళ్ళకు ఈ ఊరి కింద ఎట్లా మనం ఇవ్వాలి చేసి అనిపించింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆత్మహత్య రైతు ఆత్మహత్యనే రాసుకున్నాం రాసేస్తాం ఎఫ్ఐఆర్లో కూడా రైతు ఆత్మహత్యనే రాసుకున్నాం మళ్ళీ మొన్న కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు మేడం కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు రీ ఎంక్వైరీ చేయిస్తంట అనేది నా కొడుకు పేరు మందు అప్పుడు ఆయన మూడు ఎకరాలు కబులు తీసుకున్నాడు సొంత భూమి ఎకరం ఇరవై గుంటలు ఇంకో ఇరవై గుంటలు ముప్పై మూడు ఎకరాలు చేసుకున్నామని ఇంత పట్టి పెట్టుకుని మళ్ళా అందరి బయట ఒక ఏలో దూరి తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకొని ఇల్లు వెళ్ళి లొలి పెడతాం ఉన్న బంగారం అయ్యి పోరేగుతాండే ఎట్ట కావాలి ఎట్ట కావాలని ఏం విసారించుకున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఒక అంట నేను ఒక అంట ఇద్దరు కొడుకులు ఏర్పాటేసారు వాళ్ళు ఒక అవును ఏమో కానీ ఏం విసారించుకున్నారో ఇద్దరు ఆగ ఊడిరు మందు తాగి మందు తాగితే అట్లా ఐదు నాలుగు గంటలకు తాగి ఎనిమిది గంటల తాగిలో తెలంగాణ అట్లా ఐదు ఎవరైనా పోవాలి లేవు పోయాకే పాపం ఇద్దరు మునుసి కప్పారు ఇద్దరు ఇద్దరు మునుసి కప్పాను లాభం మొత్తుకుంటే వేసుకోకపోతే నాకు బతికిండు కొడుకు చచ్చిపోయింది ఓ పిల్ల ఓ పిల్ల

you are లక్ష్మి ఆమె భర్త ఎనిమిదేళ్ల క్రితం ఆత్మహత్య చేస్తున్నాడు మల్లయ్య అని అతను సొంత భూమి ఎకరన్నర కౌలు భూమి రెండు ఎకరాలు సో ఇక్కడ లక్ష్మి ఎనిమిదేళ్ల నుంచి కూడా ఈ అప్లికేషన్ పెట్టి ఆఫీస్ గురించి తిరుగుతాము నేను చెప్పలేను అని అంటున్నాను అందుకని నేను కొంత మీరు ఏమైనా అడిగితే చెప్తుంది అని అయితే చేసుకుంటాను చేసుకుంటే మీరు పని చేసుకుంటే చేసుకుంటే నేను నేను మేనమాల వచ్చినట్టు పోయినా వచ్చే వాళ్ళకే ఇబ్బంది జరిగింది అంటే కౌల్ కార్డ్ కౌల్ కార్డ్ ఇస్తారు అని మీ మీ సేవలో దరఖాస్తు పెట్టుకుంటే కౌల్ కార్డ్ ఇస్తారు అని ఊళ్ళో చెప్పారు సార్ చెప్తే సరే అని మీ సేవకు పోతే ఒక ఫారాలు ఇచ్చారు సార్ మండల కేంద్రం మండల కేంద్రం ఆ ఫారాలు ఇస్తే ఫారాలు తీసుకొచ్చి నింపిన సార్ నింపిన తర్వాత ఆ ఫారాలు తీసుకొని పోతే దీని మీద ఖాతా నెంబరు పట్టా ఖాతా నెంబరు పట్టా నెంబరు తీసు పట్టా అవి రాయమని చెప్తే అయితే వాటి గురించి ఆయనకు భూమి యజమానికి ఫోన్ చేసి అడిగిన సార్ అడిగితే నేను చెప్పను ఖాతా నెంబరు చెప్పను కాకపోతే పట్ట నెంబర్ చెప్తాను పట్ట నెంబర్ చెప్పిన ఖాతా నెంబర్ చెప్తాను సార్ అయితే ఆ ఖాతా నెంబర్ లేని నీకు కౌల్ కార్డు రాదు అని వీళ్ళు మీ సేవలో చేయలేదు సార్ ఉద్దేశం ఏంటని చూసుకున్నారు కదా ఏముంది సర్వే నంబర్ ఖాతా నంబర్ ఏది యజమాని సంతకం ఏది అవసరం లేదని చెప్పనుంది కానీ అది ఉంది కదా మీరు ఎందుకు వీళ్ళకి ఆ విషయం చెప్పి ఎంఆర్ఓ కానీ వాళ్ళు కానీ మీరు ఎందుకు అడుగుతున్నారు ఖాతా నంబరు అలాగే ఈ సర్వే నంబర్ యజమాని సంతకం ఇది ఉందా మీరు మాకు మూడు ఇచ్చారు గ్యాస్లో లేదు అసలు ఇది బాధ్యత ఎవరిది బీఆర్ఓ ఇది బీఆర్ఓ కార్డు తెచ్చి చేతికి ఇవ్వాలి అటువంటిది ఏ సరే మీ మీ కదా మీరు కూడా మూడేళ్ల కింద ఇచ్చారు ఇప్పుడు అంటున్నారు ఎట్లా అదే మేము ఈ మధ్యన రెండు సార్లు విఆర్ఓ గారితో ఫోన్ చేసి కూడా మాట్లాడండి సార్ ఫోన్లతో వాళ్ళ దగ్గరికి రైతులందరూ పోయి మీరు గ్రామ సభ పెట్టాలి పెట్టి గ్రామ సభలో ఐడెంటిఫై చేసి చేయాలి మీది నుండి ఆర్డర్ రాలేదు ఆర్డర్ వస్తే ఇస్తామని చెప్పారు సార్ గవర్నమెంట్ కాకుండా ఏమైందంటే సార్ రెండు వేల పదిహేను పదహారు నుంచి ఈ దరఖాస్తులన్నీ మీ సేవలోనే తీసుకుంటాం అనేది కొత్తది పెట్టారు అక్కడ మీ సేవలో ఏంటంటే మీ సేవలో కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి రెవెన్యూ విషయాలు ఏమి తెలియదు ఆ ఫారంలో కంప్యూటర్లో వాళ్ళు ఎంట్రీ చేసేటప్పుడు సర్వే నెంబర్ అని ఒక కాలం ఉంటుంది ఆ సర్వే నెంబర్ కాలం ఫిల్ చేస్తే కానీ నాకు ఫామ్ పూర్తయినట్టు కాదు బీఆర్ఓ సహాయం తీసుకోవాలి కరెక్టే కానీ ఇప్పుడు మీ సేవ కేంద్రంలో కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి బీఆర్ఓ తెలియదు ఎవరు తెలియదు వాళ్ళు అంటారు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు విఆర్ఓ దగ్గరికి ఫిలప్ చేసుకొచ్చి వాడికి వాడికి అది అదే సార్ అదే మేము కూడా యాక్చువల్లీ రెవెన్యూ సెక్రటరీ సిసిఎల్ఐ దగ్గర కూడా ఒక ముఖ్యమైన డిమాండ్ పెట్టిందంటే మీరు రెవెన్యూ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి సర్వే నెంబర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాత్రం బీఆర్ఓది ఎస్పెషలీ ఇప్పుడు మీ భూమి తెలంగాణ అని చెప్పేసి మొత్తం అంతా మా భూమిలో పెట్టినప్పుడు ఆ సమాచారం ఇవ్వడం అనేది అసలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఇవ్వాలి అనేది మేము యాక్చువల్లీ కొన్ని గ్రామాల్లో అయితే మేమే ఒక లిస్ట్ తయారు చేసి కూడా ఇస్తున్నాం కానీ ఆ సమస్య మాత్రము చాలా తీవ్రంగా ఉంది అంటే మీ సేవా కేంద్రాలకు మార్చినప్పుడు విఆర్ఓ తోటి లింకేజ్ లేకుండా వాళ్ళేమో తిరస్కరిస్తున్నారు అంటే ఏ ఒక్క చిన్న డీటెయిల్ లేకపోతే అందులో డౌట్ లేదు గవర్నమెంట్ పార్టీ ఇవ్వదలుచుకోలేదు కానీ ఫ్యాక్ట్స్ జనానికి తెలవాలి కదా ఎందుకంటే చట్టంలో ఉన్నది ఏంటంటే అసలు కౌలు చేసే రైతుకు ఏ సమాచారం అవసరం లేదు అదంతా కూడా బీఆర్ఓ ఆ ఫారం ఫిలప్ చేసి ఇవ్వాలి వీటిని సంతకం పెడతాడు తీసుకెళ్ళి ఈ మీ సేవలో పడేస్తాడు అది ఖచ్చితంగా ఈ పది రోజుల్లో కావాలి ఇది రూలు అయితే వాళ్ళు ఇవ్వకపోవచ్చు కానీ మనం పబ్లిసిటీ ప్రజలకు ఇవ్వాల్సిందంటే ఇది గవర్నమెంట్ చేయడం లేదు దీనికి ఈయన ఏమనుకుంటాడంటే యజమాని సంతకం పెట్టలేదు కాబట్టి నాలుగు అనుకుంటాడు ఆ భావం ఈయన పుట్టకూడదు యజమాని సంతకాలు అక్కర్లా ఇప్పుడు పౌరు చట్టం అనేది ఇది ఇది కొత్త చట్టం రెండు వేల పదకొండు అసలు తెలంగాణ కౌలు చట్టం థర్టీ ఎయిటీ మొట్టమొదటిగా ఉంది రక్షిత కౌలుదారి చట్టం దేవాలయ కూడా కౌలు చట్టం ఉంది ఆ చట్టాలన్నింటినీ పెట్టింది అదే కాదు ఆంధ్రప్రదేశ్ కౌలుదారి చట్టం ఒకటి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆ డెబ్బై నాలుగు దాన్ని కూడా పెండింగ్లో పెట్టి రెండు వేల పదకొండు తెచ్చారు మా అసెంబ్లీలో ఎందుకంటే ఈ కౌంట్ చేసేవాళ్ళు పూర్వకు మా పడతారు ఎక్కడ నాకు తెలిసి రాష్ట్రంలో తాయి మీ రాజరాజ కేసు ఒక్కటి లేదు అడగడు అది మన నిజాయితీ అలా ఉంది కానీ వాళ్ళు మాత్రం మీరు మేము ఏదో రైతు ఆత్మహత్య ఆడుతున్నాం తప్ప కౌతులు కౌలు పక్కన అమలు చేసే పరిస్థితి ఎవరో మనం కూడా మాట్లాడుతున్నాం దాంతో ప్రభుత్వం అట్లెట్లు టోటల్ మరి ప్రభుత్వం డైరెక్షన్ లేకుండా విఆర్ఓ కానీ తహసీల్దార్ ఎవరు చేయరు మాది ఇటు పూర్తిగా బ్లాక్ కాదు పూర్తిగా రెడ్ కాదు మొత్తం అనేది పోయింది కాబట్టి దానికి మేము ఎనిమిది ఎనిమిది వేలు ఇస్తున్నాం మా దిక్కు ఏమున్నది కోతుల పెడదా బాగుంది కాబట్టి మొక్కజొన్న వేస్తే అసలు పండ ఉండదు పంట రాని చేతికి ఈ అడుమరి మరి మేము పత్తే వేస్తున్నాం మాకు వర్షాభారం చాలా తక్కువ సారు ఏమున్నా ఒక అర ఎకరం ఎకరం పొలం రెండు ఎకరాల పొలం వాడినాడు పెద్ద రైతు మా దగ్గర బోర్ ఉన్నది ఉన్నది కానీ అది యాభిసుకున్నా యాభిసుకున్నా వంద ముప్పై గుంటలు వాళ్ళే వేసి వాళ్ళే వేసి మా ఊర్లో ఒక ఎనభై ఎకరాల వరకు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది సార్ అది చిన్నకారు సన్నకారు రైతులకు హజరాగ దయంలో పనిచేసింది సార్ కౌలు సరే కౌలు మిషన్ ఇప్పుడు మీ భూ యజమానికి బ్యాంక్ వాళ్ళందరూ తీసుకున్నారు క్రాప్ ఆ డబ్బులు మీకు ఇస్తారా మాకు ఇవ్వరు వాళ్ళే తీసుకున్నారు మీకు పెట్టుబడి అంటే మాకు పెట్టుబడి అంటే మీరు పెట్టుకుని పెట్టుకొని పండించుకుని పండించుకొని ఎక్కువ లేదు మాకు అవన్నీ మాకేం సంబంధం ఉంటుంది సార్ ప్రైవేట్ మేము బయట అప్పులు తీసుకుంటాం మీరు బయట అప్పులు తీసుకొని పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి వడ్డీ కట్టాలి వనమున కష్టమే రైతులు పీడించుకొని తినడు తప్ప రైతులు పైకి లేపుదాడు లేడు రైతే రాజని ఏ ధర్మాత్మ పెట్టిన పేరు కానీ రైతుకు ఉన్నటువంటి కష్టాలు కూలి పని చేస్తున్నప్పుడు అట్లా నేను ఒక ప్రశ్న అడుగుతా కనుక అది ఇప్పుడు గవర్నమెంట్ సంఘం పెడతా అంటుంది దాంతో మీకు ఏమి లాభం ఏంటి నష్టం ఏంటి ఏ సరే సార్ గవర్నమెంట్ రైతులతో సంఘం పెట్టి రైతులతో సంఘం పెట్టాలంటే మళ్ళీ ఎలక్షన్ అయ్యే వరకే పెడుతుంది రైతులతో సంఘం ఎలక్షన్ అయినాక మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని తప్ప మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక రైతుల సంఘాలను ఇచ్చకపోతాయి రైతులే ఇసుక ఇచ్చబడతారు మళ్ళీ ఎప్పటికైనా రైతులు ఉండరు రైతులు మీ అటువంటి మేధావులు ఏదైనా సహకరించడానికి ఇట్లా ఈ రకంగా కొంచెం కంప్లిమెంట్ అయ్యి ప్రజల దృష్టికి తీసుకుపోతే ఇట్లా మన ఒక ఐక్యతను ఏర్పడితే కనీసం ఎవరైనా ఈ వ్యాపారాన్ని మన దోషం చేయడం కొంచెం దూరం అవుతారని తప్ప గవర్నమెంట్ మాత్రం రైతులకు ఎలక్షన్ల వరకు తర్వాత మాత్రం చెప్పు సార్ ఇంత దరిద్రం అది ఇది అని చెప్పి అప్పుడు చెప్తున్నారు సార్ ఆ దరిద్ర వ్యవసాయం ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నా సార్ రైతు ఈ వ్యవసాయం మీకు లాస్ అవుతున్నా ఇంకేమన్నా పని చేయొచ్చు కదా కరెక్టే సార్ దాని కూడా నేను ఆన్సర్ చెప్తాను సార్ రైతు ఇప్పుడు నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా కనీసం రైతు పండించినటువంటి పంటనే మనం తినాలి కాకపోతే మేము ఎందుకు చేస్తున్నామంటే మాకు విధి లేని పరిస్థితి చేస్తున్నాం సార్ మేము ఇంకా ఏం పని చేయలేము కదా మాది ఎడుగాని పరిస్థితిలో ఇప్పుడు ఇది తప్ప ఇక ఏం చేస్తాం లాస్ అయినా లాభం అయినా నష్టమైనా మనం మనం చేర్చేదాకా ఇది మనం చేసేదాకా ఇది ఈ రోజు కాకపోతే రేపు మనం మేలు జరుగుతుందో రేపు ఇంకా తర్వాత మేలు జరుగుతుందో ఓ సంవత్సరము రెండు లక్షలు మీద పడ్డా కానీ మళ్ళా సంవత్సరం వ్యవసాయం చేస్తాం తప్ప మరి మేము వ్యవసాయం చేస్తూ లేకపోతే ఆ మమ్మల్ని కూలీలు ఇష్టం లేదు అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటేనే కూలీలు ఇష్టం దొరుకుతారు అక్కడ ఇంకా కూలీలను కూడా విజయం లేరు తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నాం సార్ దయచేసి మీరు అర్థం చేసుకోండి మేము చేసే పని తప్ప ఇంకో పని మేము చేయలేము ఎకరం నెల సొంతం భూమి ఉంది మూడు ఎకరాలు కౌలు చేస్తుంది కౌలు చేసి ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నాకు కార్డు రావాలని నేను మూడు సంవత్సరాల నుంచి మేము ఒక రైతు సంఘం పెట్టినాము ఇరవై మంది ఇరవై మంది నలభై మంది రైతు సంఘం పెట్టుకున్నాము రైతు సంఘం పెట్టుకుంటే మా సార్ వాళ్ళు మాకు కార్డు రావాలని ఆ రైతు సంఘం నుంచి మేము ఈ సార్లు మాకు దీంతో సాయం చేస్తామని అంటే ఈ పిలుపు సమర్థం నుంచి పిలుపు అయితే మాకు కార్డు రావాలని నేను దరఖాస్తు పెట్టిన సార్ దరఖాస్తు పెట్టిన ఒకసారి కార్డు వచ్చింది పోయినసారి వచ్చింది కార్డు వచ్చింది కార్డు వచ్చినా కానీ పంట రుణాలు ఇది ఏం రాలేదు నాకు పంట నష్టపోయినప్పుడు డబ్బులు ఏం రాలేదు మళ్ళీ రీన్యువల్ చేయాలంటే సంవత్సరానికి మళ్ళీ రీన్యువల్ చేసిన కార్డు మళ్ళీ దరఖాస్తు ఇచ్చిన మళ్ళీ అన్ని కావసాలు ఈ పోయిన సంవత్సరం ఇచ్చిన పోయిన సంవత్సరం ఇస్తే నాకు ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చింది ఇస్తే ఇయ్యాలి సార్ రేపిస్తా ఇయ్యాలి సార్ రేపిస్తా అని అట్లే తింపిరు నెల రోజులు తింపిరు సార్ ఎంఆర్ ఆఫీసర్ తింపిరు ఈఆర్ తింపిరు ఆడ నేను భూమి చేస్తా అని ఆడ వచ్చి రాసుకొచ్చిండు పట్టువాలి చూసిండు ఉన్నరా లేదా భూమి మీద చేస్తురా లేదా అని అంతా రాసుకొచ్చిండు రాసుకొచ్చినా కానీ మళ్ళా నాకు కాడు ఇయ్యలేదు డబ్బులు కూడా రాలేదు ఈసారైనా వస్తుందేమో అని రాసుకుని రాపిస్తున్నా వస్తున్నా మీటింగ్ మీటింగ్ వస్తున్నా కానీ నాకు పాలు రావాలి నాకు ఆ పంట రుణం పోయిన పంట నష్టపోయినా డబ్బులు రావాలి మాకు వాళ్ళ భూమి మీద వాళ్ళ నేను మేము లోన్ తీసుకోము కానీ నాకు పంట నష్టపోయిన డబ్బులు నాకు రావాలి భూమి వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి సార్ వాళ్ళకి పోతున్నాయి కానీ నాకు వస్తలేవు కాడు ఉంటేనే నీకు వస్తాయి అని అంటుంది కార్డు వస్తలే సార్ ఇంతకుముందు వచ్చింది మళ్ళీ ఎన్ని రోజు చేయాలంటే మళ్ళీ ఇక ఇయ్యలే నాకు నెల రోజులు తిరిగిన ఎంఆర్ఓ పంట ఏం పండలే అంత నష్టపోయింది వాన లేక అప్పుడు కూడా ఇప్పుడు నుంచి ఒక్కసారే పంట పండింది పోయినసారి ఏం పంట పండలేదు సార్ ఏం పండలేదు పంట వాళ్ళ లేక ఎండిపోయింది నష్టపరిహారం రాలే ఒక్క రూపాయి కూడా రాలే సార్ రాలేదు కార్డు వచ్చినా రాలేదు కార్డు వచ్చింది పంట పోయింది ఆ పంటకు నష్టపరిహారం ఆయనకి ఎవరు వచ్చిందా ఆయనకు వచ్చి రావచ్చు కానీ నాకు చెప్తాడా వాళ్ళు నాకు చెప్తారా సార్ వచ్చింది వాళ్ళకు సార్ వాళ్ళకి వచ్చింది బ్యాంకులో డబ్బులు వచ్చినాయని మళ్ళీ నేనే చెప్పిన వాళ్ళకు నేనే చెప్తే వాళ్ళు మొన్న వచ్చి తీసుకెళ్ళి పాస్బుక్ జిరాక్స్ కూడా నాకు ఇచ్చిపోయారు ఎందుకు అని అడుగుతుంది అంటే నాకు ఇప్పుడు నేను పంట వేస్తున్నాను వరి వేస్తే వరి రాలిపోయింది వర్షం పడి రాళ్ళు పడి వరి రాలిపోతే నాకు పంట నష్టమైన డబ్బులు నాకు ఐదు వేలు నాలుగు వేలు వస్తాయి నా అకౌంట్లో వేసుకుంటా నాకు కార్డు ఉంటేనే నాకు ఇస్తారు అని చెప్పిన అయితే వాళ్ళు జిరాక్స్ కూడా ఇచ్చింది పాస్బుక్ జిరాక్స్ మళ్ళీ మక్కలు వేసిన వర్షం లేక ఎండిపోయినాయి మళ్ళీ కందులు వేస్తే అవి ఎండిపోయినాయి పద్దన ఎక్కువ వేసుకుంటాం పద్దన కూడా మాకు పండలేసాము మూడు నాలుగు పంటల నుంచి అయితే నీవు కాడు ఉంటేనే నీకు డబ్బులు వస్తాయమ్మా మేము ఇస్తాం నీకు నీవెందుకు నష్టపోతావు అని వాళ్ళు పాస్బుక్ జిరాక్స్ కూడా ఇచ్చిపోయారు సార్ కానీ నాకు కార్డు కావాలి వచ్చింది మొదట్లో వచ్చింది కానీ సంవత్సరమే పని చేస్తుందట నష్టపోయినా కానీ రాపిచ్చిన మళ్ళా సంవత్సరానికి రిన్యూల్ చేయాలంటే మళ్ళా వచ్చింది ఇప్పుడు కార్డు వచ్చింది కార్డు వచ్చినప్పుడు పంట పండలేదు పంట ఎండిపోయిందని రాపిచ్చిన మళ్ళీ రాయిస్తే నష్టపరిహారం వచ్చింది రాలే నాకు ఏది రాలే ఒక రూపాయి అక్కడ వాళ్ళ పక్కనే వచ్చింది దాన్ని ఏం అంటే గ్రామంలో గ్రామసభ పెట్టి మీరన్నీ గ్రామసభ అతికేసాం అతికేసిన తర్వాత దానికి ఎవరు పిలుస్తాను అలా పిలిచేయండి వచ్చింది కానీ ఇవ్వలేదు అడిగితే నీకు రాదు నీకు దగ్గర అసలు పాలసీ వల్లనే ఏది ప్రభుత్వం నాకు ఏం లేదు ఏం లేదు అవుతుంది నేను ఫస్ట్ ఎనిమిది ఎకరాలు తీసుకున్నాను అయితే తీసుకొని ఒక ఆరేళ్ళు పని చేసినాం అన్న నేనే పెట్టుబడి పెట్టినా ఎందుకంటే కౌలు అక్క వస్తుందని అది మొత్తం పడవలు ఎక్కువ భూమి ఆ భూమి హైదరాబాద్ లో కొంటారు వాళ్ళకి అక్కడనే వ్యాపారాలు డబ్బులు బాగుంటాయి వాళ్ళు వచ్చేసరికి కొంటారు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే మా ఊరు సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళు గుండ రియల్ ఎస్టేట్ గుండాలుగా మారి మొత్తం ఆ భూమి అంతా కనిపిస్తుంది వాళ్ళే దాని మీద బేరాలు చేస్తున్నారు కవర్ అంటే పెట్టుబడి నేను పెట్టినా నేను ఎందుకంటే రెండు బోర్డు తెప్పించుకున్నాను సార్ అన్న మొత్తం అప్పు తెచ్చి ప్రైవేట్ చుట్టాల దగ్గర వేరే వాళ్ళు ఇయ్యారు బంధువుల దగ్గరనే మధ్యలాంటి ఇచ్చారు కౌలు ఎకరానికి రెండు వేలు ఎందుకంటే పెట్టుబడి నేను పెట్టి బోర్డుకి నేను తెప్పించుకున్నాను కాబట్టి తక్కువ మాట్లాడుతున్నాను రెండు పోర్లు మమ్మల్ని అంతా చేయించుకున్నాను వేయించుకున్నాను సార్ ఎందుకంటే నేను ఆరు ఐదు సంవత్సరాలు చేసుకుంటా నాకు వేరే పని లేదు ఒక పది సంవత్సరాలకు ఇచ్చింది సార్ నాకు అయితే రెండు వేల ఎనిమిదిలో తీసుకోండి సార్ కౌలు కాయిదాలు కూడా ఉన్నాయి అన్ని తెలుస్తాను కౌలు కాయిదాలు పెట్టుబడి మొత్తం ఒక రెండు లక్షల యాభై వేలు పెట్టినాయి రెండు బోర్ ఒక బోర్ వేస్తే ఒక సంవత్సరం పనిచేసింది తర్వాత పని చేయాలి మళ్ళీ ఒక బోర్ వేసింది ఆరు ఎకరాలు ఇప్పుడు పది సంవత్సరాలు ఆశించింది సార్ ఆరు సంవత్సరాలు చేసే వారికి మళ్ళీ ఏమైంది ఈ సర్పంచ్ వేరే ఆయన గారిని భూమి ఆయన కౌలు చేసుకుంటూ మరి ఆయనకు పట్ట మరి వేరే ధ్యానం వస్తుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇంకా రేట్ ఎక్కువ ఇక్కడ అంతా అంటే ఈయన మళ్ళీ మధ్య దళారిగా వివరించి వేరే పట్టేదారు వేరే ఆయనకు వామిండి ఆయన విద్యాసాగర్ ఈయన నాకు ఇచ్చిన ఆయన మైపాల్ ఆల్రెడీ కాగితాలు లేదు నాకు ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండా వేరే వాళ్ళతో అమ్ముతుంది అమ్మేసి అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ రెండు లక్షలు నష్టపోయినా ఇప్పుడు కొన్న అయినా నాకు ఇస్తలేడు నాకెందుకు ఇస్తలేడు అంటే నువ్వు ఆయనతో మాట్లాడుకున్నావు ఆయనకి ఏం చేస్తున్నావు నాకు తెలియదు నేను కొత్తలకు ఇస్తా అని ఎవరికి ఇస్తలేడు ఇప్పుడు భూమి కొన్నాడు అక్కడ ఒక తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు నెంబర్లో ఒక అరవై ఎకరాలు భూమి ఉన్నారు హైదరాబాద్ ఇదంతా సాగుబడి భూమి అది ఎవరికి ఇస్తలేరు ఎందుకంటే ఈ ఊళ్ళో లేనిపోయిన సమస్యలు వస్తాయని అక్కడ ఎవరికి రాలేదు కదా ఏ సమస్య ఎవరు దాని పెట్టలేదు కదా అయితే రాలేదు ప్రచారం ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన అంటారు అట అర్ధంగావాడికి భూమి అది ఇది అని అంటుంటే ఆ మాట విని ఇప్పుడు వాళ్ళు చేస్తలేరు వాళ్ళు ఆల్రెడీ కొత్తగా జరగడం భువనగిరి భువనగిరిలో కమ్యూనిస్ట్ అంటే మొత్తం కాదు అయితే కార్డు వచ్చిందంటే కార్డు కోసం ఎంఆర్ఓ దగ్గరికి పోయినా అప్పుడు ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో వచ్చినాయి కొందరికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎటువంటి జీవో జారీ చేయలేదు మాకు అని ఎంఆర్ఓ అన్నది కార్డు కోసం అడిగితే చూడమ్మా మాకు రైతు సరాజ్యం ఇంకా వాళ్ళు ఇట్లా ఈ జీవో ప్రకారం తీసుకురాని చెప్పారు దాని ప్రకారం నేను వచ్చి నేను అడుగుతున్నా అంటే లేదు లేదు మాకు ఏ జీవో లేదు కావాలంటే దగ్గర చూపించమన్నాను అంటే మరి జీవో వచ్చిందా లేదా అని రైతు సరఫరా వాళ్ళని అడిగినాను అడిగితే చూడండి మరి మనము భూ రాష్ట్ర ఇప్పుడు సీసీఎల్ఏ కానీ రాష్ట్ర భూ పరిపాలన అధికారి ఇక్కడ హైదరాబాద్ ఉంటాడు మనం అందరం కలిసి ఒకసారి అక్కడ ధర్మం చేద్దాం ఆ సార్ని అడుగుతాను అని మేము అక్కడ తీసుకుపోయిండు ఆ సార్ని అడిగినాం సార్ని అడిగితే ఇక సారు ఎవరెవరి కొన్ని పేరు రాసుకున్నాయి రాసుకొని మా ఎంఆర్ఓ ఆఫీస్కు ఫోన్ చేసి అన్నాడు ఏదో మొత్తం మీద మీకు ఎన్నిసార్లు నాకు ఒకటేసారి నేను ఫస్ట్ నా రెండు వేల పదకొండులో అప్లై చేసిన నాలుగు సంవత్సరాలు రాలేదు ఇప్పుడు రెండు వేల పదహారు వచ్చింది నలభై వేలు ఇచ్చారు ఎకరన్నర ఎకరన్నరకు నలభై నలభై వేలు కట్టేసావా బండి తీసుకున్నాను సార్ పదహారు అంటే తిరిగి ఎనిమిది నెలలు తిరిగిన రెండు నెలలు ఇచ్చారు రెండు నెలలు రెండు నెలలు అది ఎస్బీఐ ఎస్బీఐ మన వకీల్ ద్వారా అది కోర్టు ద్వారా మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసుకుంటున్నాం దానిలో అంటే అడ్వకేట్ రాసిండు ఇదంతా కరెక్టే ఆయన చేస్తుండు ఈ పంట తీసుకుంటాడు మళ్ళీ పంట పండిస్తాడు మళ్ళీ మీరు బ్యాంక్ ఎదాలుగా కడతాడు అటువంటిది ఏం లేదు మీరు కంపల్సరీ ఇవ్వవలసిందే చట్టంలో కూడా ఉన్నదని ఆయన విద్యాసాగర్ అనే అడ్వకేట్ రాసుకుంటున్నాడు ఇప్పుడు జనవరిలో కట్టాలి కాదు యజమాని అమ్మింది ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలు అయింది సార్ ఆయన ఐదు సంవత్సరాలు చేస్తే అమ్మి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అప్పటి నుంచి ముందునా ఓ ఎక్కడన్నారు కొంచెం అంతా ఇప్పుడు ఈ కొత్త దానికి వచ్చి ఎక్కడన్నారని ఎక్కడన్నారో అన్ని అప్పుడు ఆరు ఎకరాలు దున్నేది కదా ఇప్పుడు అది అంత పెట్టి ఎగరండారంలో దుంకుతున్నాం అది విద్యాసాగర్ హైదరాబాద్ అయితే ఇంకోటి సార్ ఆరు ఎకరాలకు ఇస్తామని అన్నారు కానీ సర్పంచ్ ఏం చేసాడు ఆరు ఎకరాలు చేస్తలేడు ఓ ఎకరంన్నరకి అయ్యింది ఆరు ఎకరాలకు ఇస్తాం మాకు ఎందుకంటే భూమి నేను కొనిపించిన నాతో రోజులైతే వాళ్ళకు వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళ అధికారులు కూడా ఉన్నారు ఆ భూమిని అని ఆయన సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచ్ సార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోయి సర్పంచ్ మా ఊరు భీమవరం అయితే మా ఊర్లో తొంభై ఇద్దరు మంది రైతులు ఉన్నారండి ముప్పై ఇద్దరేమో కౌలు రైతులు ఉన్నారు అయితే మాకు ఇలాగ కౌలు రైతులు కార్డు ఇస్తున్నారని కూడా తెలియదు సార్ అయితే మొన్న కొండ సార్ సార్ మా దగ్గర చెప్పారు మేము కౌలు రైతులుగా నేనైతే పది ఎకరాలు చేస్తాను సార్ పది ఎకరాలు చేస్తే మాకైతే ఎలాంటిది కూడా ఊరికి బయట బయట రైతుల దగ్గర తెచ్చుకోవడానికి వ్యవసాయం చేసుకోవటం అలాగే సంవత్సరం సంవత్సరాలు అప్పులు పెరిగిపోతున్నాయి సార్ అప్పులు పెరిగిపోతున్నాయి మాకు ఇలాగా సార్ చెప్పేసరికి ఎట్లయినా వెళ్దాము అధికారుల దగ్గర వెళ్తేనే మనకు తెలుస్తుంది అనేసి తెలుసుకుందాం అనేసి వచ్చాం సార్ మేము ఇలా మేము పండించిన పంట కూడా ఒకవేళ మేము గవర్నమెంట్ అమ్మాలంటే సార్ మళ్ళీ ఆడు రథ పటాదారు పుస్తకం ఆడి మీదే అమ్మాలంటున్నారు సార్ మాకు ఇలాగా కౌలు రైతుల కింద ఒక ఇచ్చి ఉంటే మేము ఇలా డైరెక్ట్ అమ్ముకోవచ్చు అనేసి నష్టపోతున్నాం అనే గ్రామంలో గుర్రపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇక్కడ మిడియం మల్లయ్య అనే వ్యక్తికి మూడున్నర ఎకరాల కోడి వ్యవసాయం ఉందండి అతను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి సాగు చేసుకుంటున్నారు కానీ అతనికి పట్టా ఇవ్వలేదు కనీసం ఆదివాసీ హక్కుల పాస్ పుస్తకం కూడా ఇవ్వలేదు కానీ అతనికి మొన్న జరిగిన రైతు సమగ్ర సర్వేలో అతన్ని ఎంటర్ చేసుకోలేదు అతన్ని ఎంటర్ చేసుకొని పోగా పక్కన ఎవరైతే గట్టి నెంబర్ ఉందో భూములు వాళ్ళు సాదా పైన వాళ్ళు అటవీ హక్కుల పట్టం పట్ట ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు మొత్తం రెండు నెలలు రెండు నెలల పాటు అన్ని జిల్లాల్లో చేసేసారు వాళ్ళ దగ్గర జాబితాలు వచ్చాయి కానీ దాంట్లో సమగ్రంగా రాలేదు అవకాశాలు ఉన్నాయి మళ్ళీ చేయడానికి ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇచ్చేదా ఆ భూ సర్వే కాదండి రైతు సమగ్ర సర్వే అని చెప్పి చేశారు ఉంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆ అని చెప్పి మేము తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ అని పెట్టారు లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ అని పెట్టి రైతుకి ఇబ్బంది లేకుండా కౌలు చేసుకున్నటువంటి కౌలుదారికి ఎటువంటి సదుపాయాలు చేయాలని అర్థం పెట్టడం జరిగింది ఇది వయా మీడియా కాంప్రమైజ్గా చట్టం తేవడం జరిగింది సంవత్సరం వేరే ప్రదేశ చట్టం అని అనుకోండి చట్టం చేసిన అదే సంవత్సరంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం దీన్ని తీసుకుని చాలామందికి ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు కానీ ఏదైతే ఉద్దేశంతో కార్డ్స్ ఇచ్చారో అప్పుడు ఆ ఉద్దేశం పూర్తిగా జరగాలి వాళ్ళకి కావాల్సిన రుణాలు ప్రభుత్వం ద్వారా రావాల్సిన రుణాలు బ్యాంకుల ద్వారా వచ్చిన రుణాలు చాలా రాదు ఇచ్చిన కార్డులు కూడా దాదాపు నలభై శాతం యాభై శాతం కోతలు ఎదురు ఇదొక రుణాలు వచ్చినా మాత్రం పది పదిహేను శాతం మించి లేదు ఒక సర్వే చేయించిన తర్వాత ఒక సంవత్సరం అలా చేశారు తర్వాత అసలు దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉభయ రాష్ట్రాల్లో కూడా దీని మీద చంద్రమని ఆ విధంగా పౌర రైతులు ఆత్మహత్యలు పెరిగిపోవడం గుణపారాలతో రైతులు కుంగిపోవడం చాలా సమస్యలు ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో ఈ చట్టాల గురించి మాట్లాడే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు చూసి మనకు చాలామంది వచ్చారు మన రైతులు వాళ్ళు కూడా చెప్పిందంటే మొట్టమొదటి సంవత్సరం ఏదో కొన్ని ఇచ్చారు కార్డులు రెండు మూడు సంవత్సరాలు ఇవ్వడమే లేదని చెప్పి చెప్తాను అంచేత మరి దీని మీద ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్ళి మేము కొంతమంది అయినా అటు సెక్రటరీస్ని అలాగే సెక్రటరీలు వాళ్ళన్నా కలిసి ఈ సమస్య మీద కొంత చర్చ చేసి ప్రభుత్వంలో కదలక తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ధన్యవాదాలు ఇక్కడ నాలుగు అంశాలు చర్చించడం జరుగుతుంది ఒకటి ఆత్మహత్యల ఎక్స్గ్రేషియో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది ఆరు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇస్తామని అందరు ఐదు లక్షలు ఉంటే నేను ఆరు లక్షలు ఇస్తానని చెప్పాడు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజుకు మూడు వేల ఎనభై మంది ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళలో ఆరు వందల మందికి మాత్రమే ఎక్స్ప్రెస్లో లక్ష యాభై వేలు ఇవ్వడం జరిగింది ఆరు వేల ఆరు లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వరా ఇక్కడ రెవెన్యూ అధికారులు చాలా కేసులను పోస్ట్ మార్టం అయినప్పటికీ ఇంట్రెస్ట్ పంచనామాను ఇది రైతు ఆత్మహత్య అని చెప్పి అభిప్రాయం చెప్పినప్పటికీ పంచులు పదమూడు డాక్యుమెంట్లు కావాలనే పేరుతో వీళ్ళు ఇది రైతుల ఆత్మహత్యలు కావాలనేటటువంటి ధృవీకరణతో ఈ రెండు కారణాలతో ఎక్స్క్యూటివ్కు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తున్నారు దీనివల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల వాళ్ళు సంవత్సరాలు గడిచిన ఆఫీసులో చోట తిరుగుతూ ఉన్నారు తప్ప వాళ్ళకు స్పష్టమైనటువంటి అవగాహన కల్పించడం మీది రిజెక్ట్ చేసామని కానీ మీకు వస్తుందని కానీ రాదని కానీ ఒకటి ఇక రెండవది అనేక ఉద్యమాల ఫలితంగా రెండు వేల పదకొండు కౌలు చట్టం వచ్చింది కౌలు చట్టం కాదు లైసెన్స్డ్ రైతుల చట్టం అది కౌలు అనే పదం వాడకుండా తెచ్చారు ఇది కౌలు కార్డు ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే ఒకవేళ కనుక రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ అధికారి కౌలు కార్డు ఇప్పించడంలో వైఫల్యం చెందితే అతని మీద యాక్షన్ ఉండాలి ఇది చట్టంలో ఉంది భూ యజమాని సంతకం లేకుండా సర్వే నంబర్ లేకుండా ఖాతా నంబర్ లేకుండా కార్డు ఇవ్వాలి కార్డు మీద స్పష్టంగా ఒక నోట్ ఉంటుంది ఈ కార్డు భూ యజమానికి వ్యతిరేకంగా ఏ కోర్టులో ఏ విభాగాలలో సాక్ష్యంగా చెల్లడేరదు అని అది ఇట్సెల్ఫ్ దాని కార్డు మీదనే ఉంటుంది అందువల్ల ఈ కార్డు ఏదో యజమానికి వ్యతిరేకంగా వస్తుందనేది లేదు కానీ రెవెన్యూ అధికారులే భూ యజమానులను రెచ్చగొట్టి భూ యజమానులకు ఉద్యోగం కల్పించి కార్డు ఇవ్వాల్సిన శ్రమను తప్పించుకోవడానికి భూ యజమానులతో తగాదాలు పెట్టిస్తున్నారు ఈ సాక్ష్యాల ద్వారా తెలిసింది ఒకటి రెండవది కార్డు ఇచ్చిన వాళ్ళకు కూడా రుణాలు ఇవ్వడం ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పద్నాలుగు లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టు బ్యాంకులు అంచనా వేశారు ఈ పద్నాలుగు లక్షల్లో గత సంవత్సరం అంటే గత పంతొమ్మిది పదిహేను పదహారు సంవత్సరం నలభై వేల మంది కార్డు ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు నాలుగు వేల మందికి కార్డులు ఇచ్చారు ఇరవై ఆరు కోట్లు వాళ్ళకు రుణాలు ఇచ్చారు ఇరవై ఆరు కోట్లు మాత్రమే కానీ లక్ష్యం ఎంత ఎస్ఎల్బిసి స్టేట్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ లక్ష్యం రెండు వేల కోట్లు రెండు వేల కోట్లకు వాళ్ళు ఇరవై ఆరు కోట్లు ఇచ్చారు ఇరవై ఆరు కోట్లు మళ్ళీ కరెక్షన్ చేసుకున్నారు పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఈ రెండు సంవత్సరాల నుంచి కార్డు లేవు రుణాలు లేవు ఈ కార్డు లేకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాల పరిహారం ఇది భూయజమాని యజమాని పోతూ ఉంది అటు గౌడు తీసుకుంటున్నాడు ప్రభు ఈ పరిహారం తీసేసుకుంటున్నాడు దీంతో పాటు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి విత్తన సబ్సిడీ నూట పదిహేను కోట్లు ఏట విత్తన సబ్సిడీ ఇస్తున్నారు ఆ సబ్సిడీ కూడా భూ పోతున్నారు అందువల్ల ఏమిటంటే సాదా పరిణామాలు రిజిస్ట్రేషన్ చేస్తారని వాస్తవ సాగుదారులకి భూమిపైన హక్కు కల్పిస్తారని ప్రభుత్వం సర్వేల మీద సర్వేలన్నీ చేస్తున్నది కానీ ఆచరణలో మాత్రం మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వాస్తవ సాగుదారులకు భూమి మీద ఎలాంటి యాజమాన్య హక్కులు కలగడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి వాడు చేసినటువంటి సర్వే ప్రకారం రేపు నాలుగు వేల రూపాయలు ఇచ్చే రాయితీ కూడా అది భూయజమానులకు పోయే ప్రమాదం ఉంది అందువల్ల నలభై శాతం మంది రైతులు కౌంట్ చేస్తున్నారు మొత్తం మనం యాభై ఆరు లక్షల కుటుంబాలు రైతులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇందులో పద్నాలుగు లక్షల మంది గౌన్ చేస్తున్నటువంటి కుటుంబాలు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ సాగుదారుకు హక్కు కల్పిస్తూ అందరికి కార్డు ఇవ్వాలి కార్డు ఇచ్చిన వాళ్ళకు రుణాలు ఇవ్వాలి రుణాలతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేసి చర్యలు తీసుకోవాలి అలాగే దేవాదాయ భూములు సాగు చేసే వాళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి అది ఇవ్వడం వల్లనే ఉపయోగకరంగా ఉంటుంది అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి ఈ సాక్ష్యాల ద్వారా మేము చెప్పుకోయేటటువంటి తీర్పు ప్రభుత్వం గమనంలో పెట్టుకొని ఆలోచిస్తుందని చెప్పని ఆశిస్తున్నాను రైతులకు రకరకాల సంస్థల నుంచి సహాయము అందితే తప్ప బతకటం సాధ్యం కాదు అట్లా సహాయం అందించగలిగేటువంటి సంస్థలు మొదటిది బ్యాంకులు ఆ తర్వాతనేమో వారికి సహాయము ఇవ్వగలిగేటువంటి సంస్థలు ఈ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు తర్వాత పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం అందించేటువంటి ప్రభుత్వ రెవెన్యూ విభాగాలు ఇవన్నీ కూడా చాలా కీలకం అవే కాకుండా వ్యవసాయ శాఖ ఇచ్చేటువంటి సబ్సిడీలు ఇవి రైతులకు అందాలంటే భూ యాజమాన్యపు హక్కులు అనేవి చాలా కీలకం రకరకాల కారణాల చేత ఇవాళ రైతులందరికీ భూమి పైన దున్నుకుంటున్నప్పటికీ యాజమాన్య హక్కులు లేవు కొందరు పొడం పొరంబొంగు భూమి దున్నుకుంటున్నారు పట్టాలు రాలేదు మరికొంతమంది సాదా బయనామాల ద్వారా కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీదకి కాలేదు వీటితో పాటు ఈ మధ్య కాలంలో బాగా విస్తరించినటువంటిది కౌలు రైతు వారికి కొంత కొంత భూమి ఉండగా ఇతరుల నుంచి కొంచెం భూమి తీసుకుంటే లాభసట్టుగా నడుస్తుందని చెప్పి వారు కౌలు తీసుకుంటారు ఈ కౌలు తీసుకుంటున్నటువంటి రైతులు నిజంగా హక్కులు అనుభవించాలంటే లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కార్డు పొందాలి వాస్తవ సాగుదారులు వీరే అనేటువంటి కార్డు పొందాలి ఆ కార్డు దొరికినప్పుడు మాత్రమే వారికి సహాయం దొరుకుతుంది ఇవాళ మనం చూసినాము ఆ లైసెన్స్డ్ కల్టివేటర్ యాక్ట్ కింద ఆ కార్డు దొరకకపోవడంతో చాలామంది అప్పుల భారం పెరిగి ఆత్మహత్య చేసుకున్న రైతులకు కేవలం భూమి లేదన్న కారణంగా సహాయాన్ని నిరాకరించారు ఆ కార్డు కనుక ఉండి ఉంటే ఇలా భూమి మనం వాళ్ళు ఆ రైతు కుటుంబాలకు నష్టపరిహారం జరిగింది ఇంకా కొంతమందికి వాళ్ళు బ్యాంకు నుంచి చాలా అవసరంగా అప్పు తెచ్చుకోలేక వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి బయట నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు మిత్తి రెండున్నర రూపాయల నుంచి మూడు రూపాయల దాకా ఈ వడ్డీ ఉంటుంది అంటే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఆరు శాతం వడ్డీ ఉంటుంది అంత పెద్ద వడ్డీ శాతంతో తెచ్చుకోవాల్సి వస్తుంది మూడోది ఏం జరుగుతున్నదంటే ఈ పంటలు నష్టం ఎండిపోయినప్పుడు నష్టపరిహారం వాళ్ళు పొందలేకపోతుంది అసలు యజమానికి కౌలుతో పాటు నష్టపరిహారం కూడా ఆయనకే దక్కుతున్నది పంట వేసి నష్టపోయిన రైతులకు లాభాలు కలుగుతాయి ఇందులో ఇంకొక చిన్న సమస్య ఏముండదంటే కొంతమంది రైతులు సిద్ధపడి ఇచ్చినా ఏటా రెన్యూ అవుతలేదు ఎప్పటికప్పుడు రెన్యూవల్ కావాలి కావటం రెండో చిక్కులు ఎక్కడున్నాయంటే దేవాదాయ భూమి దున్నుకుంటున్నటువంటి వాళ్ళకు ఒక సమస్య వాళ్ళకు ఈ రకమైనటువంటి గుర్తింపు కార్డులు అస్సలు పట్టలేదు దీంట్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు కార్డు పొందటంలో రైతులు ఎదుర్కొంటున్నారు వాటిని సాఫీగా పరిష్కరించి కౌలు గుర్తింపు కార్డులు ఇప్పించి రుణ సదుపాయం పొందటానికి సహకరించవలసిందిగా మేమందరం కూడా ఇప్పటి వరకు ఇక్కడ మాట్లాడిన రైతులందరి యొక్క అభిప్రాయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ రిపోర్టు వాళ్ళందరూ చెప్పిన మాటలను ఒక రిపోర్టుగా గవర్నమెంట్కు అందజేస్తాం అందరికీ న్యాయాన్ని చేకూర్చడానికి మా వంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం చాలామంది రైతులు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని విషయాలు చెప్పినందుకు నిజంగా మనం సంతోషించాలి కొన్ని విషయాలు కొత్తగా మనకు అర్థమవుతున్నది హైదరాబాద్ చుట్టుపక్కల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా భూమి అంతా కూడా పడావు పడిపోతుంది ఒక్క ఊళ్ళోనే దాదాపు ఎంత అన్నాడు నూట యాభై అరవై ఎకరాలు నూట అరవై ఎకరాలు పడితుంది రైతులు కౌలు ఇవ్వడానికి కూడా ఉన్న కౌలు కూడా ఇవ్వకుండా ఆ భూమిని పడిపించిండు దానివల్ల భూమిని నమ్ముకొని వ్యవసాయం మాత్రమే చేసుకొని బయట బతికేటువంటి కుటుంబాలు కూడా నిరాధారం అయిపోతున్నాయని చెప్పి ఇట్లాంటి చాలా సమస్యలు మన వెలుగులోకి అదనంగా మనం అనుకుంటున్న విషయాలే కాక అదనంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి వీటిని పరిశీలించి దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని విన్న అనుభవాలను బట్టి చూస్తే రెండు మూడు విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఒకటి వ్యవసాయానికి చాలా కీలకమైనది భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉండబడింది అనేది అర్థమవుతుంది రెవెన్యూ గవర్నెన్స్ ఏదైతే ఉందో దానివల్ల అసలు ఎవరైతే అధికారులు ముఖ్యంగా బీఆర్ఓలు కానీ ఈ లైసెన్స్ కల్టివేటర్ వాళ్ళ బాధ్యత వహించాలో ఊర్లో నిజంగా సాగుదారులని నమోదు చేయడం కానీ వాళ్ళకి ఎన్సీ కార్డులు ఇప్పించే బాధ్యత లేదు అది జరగలేదు రెండో విషయం ఏంటంటే రేమండ్ పీటర్ గారు లాస్ట్ సీసీఎల్ఏగా వెళ్ళిపోయిన తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి మొత్తము వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి అధికారి ఎవరైతే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో అది ఖాళీ పడింది అది అడిషనల్ ఛార్జ్ చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన సిన్హా గారికి అది ఇచ్చారు సీసీఏ పోస్ట్ ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది చాలా కీలకమైన పోస్ట్ అది ఖాళీగా ఉంది రెండుది నేను కలపదలుచుకున్నది ఇందాక మాట్లాడిన భక్తులందరూ దానికి అదనంగా ఎక్స్టెన్షన్ వ్యవస్థ ఇప్పుడు ఫస్ట్ కేసు ఏదైతే ఉందో పంట అసలు ఏ పంటకి ఏం కొట్టాలి పంటని నిలబెట్టుకోవడానికి ఏం మందులు వేయాలి ఏం చేయాలి చెప్పేవాళ్ళు ఎవరు లేరు సో మొత్తం ఎక్స్టెన్షన్ వ్యవస్థ కుంటపడడం విస్తీర్ణ వ్యవస్థ కుంటపడడంతో డీలర్లు ఈరోజు సలహా ఇస్తున్నారు సో డీలర్ల సలహా మీద ఆధారపడి చేస్తున్న వాళ్ళు వీళ్ళున్నారు మూడోది చివర కోదండిసారి కలిపిన మాట వ్యవసాయం చేయని భూమి యజమానుల చేతిలో చాలా భూమి ఈరోజు ఉన్నట్టు ఉంది దానికి సంబంధించిన ఒక చట్టాన్ని ఏమైనా తీసుకురావడం కానీ చేస్తే తప్ప ఈ సమస్యకి పరిహారం పరిష్కారం లేదేమో అనిపిస్తుంది నాలుగోది చాలా ముఖ్యమైన విషయము భూ సంస్కరణలు ఇంకా చాలా కీలకమైన విషయం తెలంగాణలో చాలా అర్థమవుతుంది ఏంటంటే భూమి ఉన్న భూమి చిన్న చిన్నగా ఉంది అందుకే దానికి అదనంగా కౌలు తీసుకుంటున్నారు చాలా మంది భూమి లేని వాళ్ళు చాలా మంది ఒకవైపు ఉండగా వ్యవసాయం చేయని భూస్వాములు చాలామంది ఉన్నారు వాళ్ళు రైతులుగా అన్ని బ్యాంకు రుణాలు అవనివ్వండి పంట నష్టం అవనివ్వండి అన్ని కూడా వాళ్ళు కారణాలు చేస్తున్నారు దీన్ని పూర్తిగా కనుక అడ్రస్ చేయకపోతే కనుక మనం ముందుకు పోయి తిరిగే వాళ్ళకి మేము మానవ మాకు చాలా విషయం తెలుసు అట్లాగే ఈ రైతు స్థాయి ఒక్కొక్క ఇక్కడ దాంట్లో నేను గమనించిన వరకు రెండు మూడు ఉన్నాయి ఒకటి పాలసీకి సంబంధించిన విషయం అవుతుంది గా చివరికి వచ్చిన కార్యకర్త ఆయన ఏం చెప్పారంటే కార్డు వచ్చిన మీకు బ్యాంకులో ఒప్పుకోవడం లేదు మీరు మీరుంటారు ఒక మూడు నెలల క్రితం ఈటల రాజేంద్ర గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బ్యాంక్ మేము రుణమాఫీ ఇచ్చినప్పుడు కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు అని వాళ్ళ మీద వస్తుంది అంటే బ్యాంకులు పూర్తిగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వం బ్యాంకుల మీద ఒత్తిడి చేసే పరిస్థితి లేదు అది పాలసీ మ్యాటర్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆర్బీఐకి రాయాలి స్పష్టంగా ఏమంటే బ్యాంకులు ప్రభుత్వం రుణం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ వాటా ఇచ్చినప్పుడు ఇవ్వడమే చెప్తుంది వాస్తవాలు తెలియదు ఇది ఒకటి రెండవది చాలా ఈ భూములన్నీ కూడా కంప్యూటర్ చేస్తారు కంప్యూటర్ ఇస్తున్నారు పాపం తెలియనివి తెలియదు చాలా సింపుల్గా చాలా సింపుల్గా మీ కంప్యూటర్లు వస్తా లేదు అని రిజెక్ట్ చేస్తున్నారు పూర్తిగా సాంకేతికమైన ఇష్యూ ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి నిశ్చితంగా అన్ని రికార్డులు పరిశీలించాలా అన్ని రికార్డులకు రావడానికి ప్రయత్నం చేయాలా ఈయన అంటున్నాడు మళ్ళీ సమావేశ చేపిస్తాను సర్వే చేపిస్తాను ఊరికాడు బాగాలేని ప్రభుత్వం అంటుంది కానీ ఇప్పటికైనా కూడా ఎవరి బాగా ఒక ఒక డౌట్ మాకుంది అందుకని ఇప్పటికైనా కూడా ఈ క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తల్ని దాన్ని స్వరాజ్యవాది కలాంటి కార్యకర్తల్ని లేక హక్కుల కోసం చేసే కార్యకర్తల్ని దీన్ని ఇన్వాల్వ్ చేయాలి చేసి తప్ప ప్రభుత్వానికి ఏ దృష్టికి విషయాలు రావు రెండో అంశం మూడో అంశం మేము గమనించిన ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త జిల్లాలు పడినాయి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిపోతుంది దాంతో గత చాలా కాలంగా చేసిన గవర్నమెంట్లో కూడా భూములు అవన్నీ కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కూడా పాలసీ నిర్ణయం తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు వాళ్ళకి లీజ్కి ఇచ్చే ప్రయత్నం చేయాలి అసైన్మెంట్ ఇంకో విషయం ఏంటంటే అసైన్మెంట్ భూముల్ని ఈ సమగ్ర సర్వేలు తీసుకోలేదు అట్లాగే ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారంగా హక్కులు వచ్చిన తర్వాత దీన్ని సభకు సర్వే తీసుకోలేదు ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇదంతా పాలసీ మ్యాటర్స్ కాబట్టి ఇవన్నీ మేము ఇప్పుడు గోపాల్ గారు చెప్పారు మేము రేపు ఎల్లుండో రెవెన్యూ సెక్రటరీని కలిసి ఈ అన్ని అంశాలు ఈ ఒక ఇండివిజువల్ కేసు కాకుండా పాలసీ లెవెల్ అంశాలు ఏంటి అట్లాగే రకరకాల సూచనలతోటి ఈ మీ అమలు పరచాలని అడగడానికి మేము ఒక డీటెయిల్ నిర్మాణాలు తీసుకెళ్ళి డెలిగేషన్ ద్వారా రెవెన్యూ సెక్రటరీని రేపు వెళ్ళడం కలవబోతున్నాం ఇది సీసీఎల్ సీసీఎల్ లేడు సార్ ఇన్ఛార్జ్ ఉన్నాడు చీఫ్ సెక్రటరీ కావాలి చీఫ్ సెక్రటరీ సీసీఎల్ లేడు అని చెప్పినట్టుగా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం ఒకటి దీని మొత్తంగా అర్థమైంది ప్రభుత్వం రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు రోజు మనం చెప్తున్నారు రైతు రాజ్యం అసలు ప్రపంచంలో ఎక్కలేనటువంటి సమాచారం ఇక్కడ మన మన సంఘ పథకాలు అనుకుంటే నిజానికి అమలు మాత్రం ఏం కావడం లేదు కాబట్టి మేము మేము మహాకుల మాసింగ్ ద్వారా అట్లాగే ఇరైతు సమాజం ద్వారా ప్రతి బ్యానర్ ద్వారా ప్రభుత్వాన్ని రేపు కలిసి ఇవన్నీ విషయాలు చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ